పుల్లలు వేసుకొని అవి వద్దురా అన్ని చూడండి చిన్న చిన్న ఈ చూడండి సన్న బియ్యం మన నక్కిన పడిద్దామా రీడింగ్ కాదు బాగా Thumbs up, bro. దేనికైనా చెప్పండి. Cheers. పనులు లేదు నీ ఇడికి రావాలా ఊర్లో దాటి ఊరా ఊరు అజ్జి అరే ఇక్కడ డాక్టర్ వస్తా కూరగాయలు అడగాలి కొద్దిగా అదే రా, పోయి అన్ని కడుక్కోవాలి. ఏం చేద్దాం మరి? ఏం చేయవద్దు పోరా దాని మీద మనమేదిరా మొత్తం కడుక్కొని వచ్చినాక ఇదే మళ్ళీ లేదు అదే నాన్న నర్రా జిల్ నడు llegaron ahora. కవర్ ఉన్నది మనం పెట్టుకుంటాం కదా తర్వాత ఇస్తే అదే చేద్దాం కౌంట్ చేద్దాం అరే గల్లా నీళ్ళు పోనీయక అరే అవి మసాలాలు ఉన్నాయి అన్న మన ఉన్నాయి పసుపులు అవి అవి బూతులు అనకరా పిచ్చి పాడే ఇప్పుడు ఎట్లా పడతావు ఎట్లా నీళ్ళు ఎందుకు మళ్ళా నీళ్ళు ఎందుకు దాన్ని నీళ్ళు పట్టుకోపోవాలా దేనిలా అవునా నీళ్ళు ఉంచావా నీళ్ళు అలాగే తీసుకుంటాను లేవా ఇది మన కవర్లోనే ఇద్దాం ఇప్పుడు కవర్ ఇస్తుందిగా నాకు ఎడిచి నీ జుట్టు దండ మీద పెట్టుకోవచ్చు రా మళ్ళీ అటు ఇటు కింద మనం అటు ఇటు వేస్తుంటే ఉసుకలు పడతాయి ఉసుక పడుతుంది కవర్ కింద పెట్టా వేడ పెట్టు దాని మీద బండ మీద పెట్టచ్చు దిల్లై ఓరా ఏం చెప్తున్నావు నువ్వు అప్పంచెలు కూడా మీ నవరా సార్ మంట పెట్టకూడదు ఆపురా నీ ఎంటికలు ఒకరి చూసుకోర్రా చాకరా చాకరా అనుకుంటా చాకీరా సెంటు తోడు చాకలేదు సాగిర లంజర్ గాని లేదు ఈ పిచ్చ కొడు రేత అవ ఈ పిచ్చ బుక్ లాగా రండి సంస కొడు సంస వణగా আর గట్టిగా మట్లాడు రోడ్ మట్లాడ అన్నరే సజ్మే రేట ఓ లున ద లక్క వచ్చింది రేడ బ్రూజ్ కింద మళ్ళా సన్ కట్ కొడు లెట్స్ గో ఆ బ్రూజ్ నేను కంటిటే బ్రో అజే బ్రో ఫైర్ కంప్లీటెడ్ అత్తలేదా పుట్టుది పుట్టుది అవును ఈడ మనసులు పడతలే ఆడుకోతుండు మళ్ళీ మిరపకాయలు దావతుల కాడ ఒక గిట్లా చించాలన్నట్టు కత్తి లేకపోతే ఇట్లా వేయించాలి మొద్దు అని లేకపోతే దీంతో పోయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పెట్టు కాదు అది ఉగ్గులే పోయేస్తారా బాగున్నా కాలిపోకుండా కాలిపోకుండా కనిపిస్తాడు మంచి పట్టకుండా ఏదో నువ్వు మంటకు గెలుపు నువ్వు మంటను గెలుపు పని పని మంట అంటారు అది భవన్ అంటారు అలా చికెన్ వేసి తినాలి నెయ్యిలో గడి కాదు మన నచ్చుదరి ఏ దమ్ నా గోస తిప్పలు నీట్గా పెడుతున్నాను ఓకే సెట్ సెట్ అయిదా ఓకే బ్రో ఓ కాదు ఉగాది అంత చేసిన తెలుసు ఎవరికే తెమ్మన్నది మీరు మీరే మమ్మల్ని అంటే ఏంది బ్రో మీరు న్యాయమేనా చికెన్ రమ్మరా ఏం కాదు ముందడు కన్నట్టు బాసడు అటు అయితే ఏమవుతుంది రా నడుముంది అనుకో మంచిగా కాగుతుంది పోతుంది అన్నీ ఉండని ఏం కాదు ఖాళీ కేలిందండి కేలింది దీన్ని కలపాలి ఇది మాట్లాడితే ఎందుకంటే అది నూనె గాయ పోతుంది నూనె మంట సరిగ్గా మా మండదు అరే పిచ్చకు బోడి వాడుతుంది మంట దాని పని పెట్టరా గిరి కట్టి గిరి ఆవు మచ్చా పానం మీద కదా వస్తుంది ఇక ఇట్లాను అన్ని మాట మించిపోయినామంటారా సరే కలరా జగనే నువ్వే పక్క ఊదుడు లేవురా అమ్మ బోల్తాయి నువ్వు వరకు చికెన్ మా అసలు కట్టలేవు సంబరం ఉన్నట్టున్నారు నేను కూపుడు అంటే తెల్ల ఉప్పు తెల్ల ఉప్పు రుచికింది ఉప్పు ఏమో నాకు అంటారు మొట్ట మరి ఎందుకు గంట పెట్టినావు సోపు ఏం చేస్తున్నావు బారాకులు లేరా ఏ రా చాపండి కూరడు ఇట్లా అయితే కట్టం పోరా ఇంకా చాలు బ్రో ఏం కాదు బాటల్ అన్నయ్యో ఏం కాదు బాయిలర్ కోడి చికెన్ కడిగిరా బ్రో కింద బ్రో పాలం పోతుంది బ్రో పాలం పోతుంది కింద అబ్బో నేను ఆగేరా ఉలవకాయ కావాలి మీరేంటి బ్రో నా కార్యం బ్రో అన్నీ ఉలవకాయ కావాలి పట్టుకుని అంతే అన్నీ కావాలంటే పని అయితే కలుపురా కలుపురా ఏమే పని ఆడు బాగా కొట్టుకోపోతుంది అరే నూనె వేరుగా పని నూనె బాగా అయిందా అమన్ అరే అమన్ కలుపు మంచిగా అడగంటారు ఎవరే పట్టుకొని కలుపురా చెప్తే నువ్వు మనవాడు ఏకి నెంబర్ ఉన్నాడు కదా అరే అంగే వెళ్ళిపోతుందిరా అంగారు టీ షర్ట్ రాది bro chicken masala chicken masala చూడు చికెన్ మసాలా కొంచెం ఉంటుంది కొంచెం స్క్వాడ్ ఇక్కడ చికెన్ మసాలా ఇలా పుంజి ఉంటుంది దీనిలో unique unique gamer masala bro bro కలుపు బ్రో నా టీషర్ట్ బ్రో అది వెళ్ళా ఎత్తుకో బ్రో సైకిల్ ఏమంటే బ్రో కొంచెం మన రెండు షార్ట్లు ఎక్కించుకున్నాను అలా పొగ చెప్తుంది ఏంద్ర మంటన మండ వాటి అరే అందుకు పట్టుకారు తెచ్చుకోవచ్చు అంటే మళ్ళా అరే నీళ్ళు అస్సలు పోయకుర్రి ఇప్పుడు కారం వేసి కొంచెం పది నిమిషాలు ఉడికినాం కానీ ఎర్ర కార పొడి ఎర్ర ఇంటి కారం కానీ నువ్వు ఉప్పుడే ఉపయోగిస్తాను మళ్ళీ మొత్తం పోయాలి అవి చాలా కలిగినాక పక్కటే లోపట్టుకోరా అది పూర్ర ఉడికిలో ఉడకలేదు అట్లని రా గిటు పొరకాకై ఓ పిసోడా రే నీ నువ్వు గిట్ల రానిలే అంటే బొందలకెళ్ళి ఉరుక్కుంటూ వచ్చినట్టు నీళ్ళు నానపోతే ఏం చేస్తారు చెప్పు